నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాంపూర్ నుంచి శ్రీశైలానికి గోదావరి జలాలు తెరపైకి మరో ప్రతిపాదన ఇంజనీర్ల కమిటీ భేటీలో పరిశీలన తెలంగాణ స్థానిక సంస్థల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన అధికార బదలాయింపు ప్రక్రియ ఇంటర్లో గ్రేడ్లు మార్కులు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాల కోసం రెండూ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం కుండపోత వర్షానికి ముంబైలో స్తంభించిన జనజీవనం ముప్పై ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య పలు రైళ్లు విమానాలు రద్దు విజయ్ మాల్యా కేసులో భారత్ ప్రయత్నాలకు ఆటంకం స్వదేశానికి అప్పగించే ఉత్తర్వులపై కు హైకోర్టు అనుమతి పూర్తిస్థాయి విచారణతో ఆలస్యం గోదావరి జలాల తరలింపు అంశంపై ఇంజనీర్ల కమిటీ కసరత్తు కొనసాగుతోంది సాగర్ శ్రీశైలం జలాశయాలకు గోదావరి జలాలను తరలించేందుకు ఇప్పటి వరకు తెరపైకి వచ్చిన ప్రతిపాదనలకు తోడు కొత్తగా రాంపూర్ ప్రాంతాన్ని పరిశీలనకు తీసుకున్నారు రెండు రాష్ట్రాల ఇంజనీర్ల కమిటీల కసరత్తు ఓ కొలిక్కి వచ్చాక ఉమ్మడి భేటీ జరగనుంది సముద్రంలోకి వృధాగా పోతోన్న గోదావరి జలాలను నీటి లభ్యత తక్కువగా ఉన్న కృష్ణానది జలాశయాల్లోకి తరలించాలన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ నిర్ణయానికి అనుగుణంగా ఇంజనీర్ల బృందం అధ్యయనం చేస్తోంది ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేసేందుకు రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఇంజనీర్లు నిపుణుల కమిటీలు కసరత్తు చేస్తున్నాయి గోదావరి నుంచి సాగర్ శ్రీశైలం జలాశయాలకు రోజుకు రెండు టీఎంసీల నీరు తరలించేందుకు వివిధ రకాల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు శ్రీశైలం జలాశయానికి గోదావరి నీటి తరలింపు ప్రతిపాదనలపై తెలంగాణ ఇంజనీర్ల కమిటీ మంగళవారం సుదీర్ఘంగా చర్చించింది ఈఎన్సీతో e పాటు సీఈ ఎస్ఈలు e, e విశ్రాంత ఇంజనీర్లు ఆయా ప్రతిపాదనలను అధ్యయనం చేశారు శ్రీశైలానికి తుపాకులగూడెం సమీపం నుంచి నీటి తరలింపు ప్రతిపాదనలను పరిశీలించారు దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల మేర గోదావరి జలాల తరలింపు కోసం మధ్యలో సొరంగాలు కూడా నిర్మించాల్సి ఉంటుందని అందుకు వ్యయం కూడా భారీగా అవుతుందని అంచనా వేశారు రాంపూర్ ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జలాల తరలింపు ప్రత్యామ్నాయాలను కూడా కమిటీలు పరిశీలిస్తున్నాయి సాగర్కు దుమ్ముగూడెం లేదా పోలవరం నుంచి జలాల తరలింపు మళ్లింపు ప్రతిపాదనలపై ఇవాళ అధ్యయనం చేయనున్నారు ముందు అనుకున్న ప్రకారం ఇవాళ ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల కమిటీల సమావేశం జరగాల్సి ఉంది ఈ ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల కమిటీల కసరత్తు పూర్తి కాకపోవడంతో భేటీ ఖరారు కాలేదని తెలుస్తోంది ఈ నెల పదిహేనులోగా ఈ కమిటీలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నివేదిక అందించాల్సి ఉంది తెలంగాణలో స్థానిక సంస్థల్లో అధికార బదలాయింపు ప్రక్రియ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది పట్టణ ప్రాంతాల్లో పదవీకాలం పూర్తయిన పాలక మండళ్ల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండల పరిషత్ పాలక మండళ్ల పదవీకాలం ఇవాళ్టితో పూర్తయిన రేపటి నుంచి కొత్తవారు బాధ్యతలు స్వీకరించనున్నారు జిల్లా పరిషత్ల పదవీకాలం రేపు పూర్తి కానుంది రెండు వేల పద్నాలుగులో జరిగిన స్థానిక సంస్థల పాలక మండళ్ల పదవీకాలం పూర్తవుతోంది యాభై మూడు పురపాలక సంఘాలతో పాటు కరీంనగర్ నిజామాబాద్ రామగుండం నగరపాలిక పాలక వర్గాల పదవీ కాలం మంగళవారం పూర్తయింది గడువులోగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనందున ప్రత్యేకాధికారుల పాలన అనివార్యమైంది ఈ మేరకు ఇప్పటికే ఆయా పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది మూడు నగరపాలికలు యాభై మూడు పురపాలక సంస్థలతో పాటు రాజధాని శివారులో కొత్తగా ఏర్పాటైన ఆరు పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమించారు వీటికి వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అటు గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల పాలక మండళ్ల పదవీకాలం కూడా పూర్తవుతోంది సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే పరిషత్ ఎన్నికలను ప్రభుత్వం పూర్తి చేసింది మెజార్టీ మండల పరిషత్ పాలక మండళ్ల పదవీకాలం ఇవాల్టితో పూర్తి కానుంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని మహబూబాబాద్ జిల్లాలోని గార్లా బయ్యారం ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం మండల పరిషత్తులు మినహా మిగతా వాటి పదవీకాలం ఇవాల్టితో ముగియనుంది ఆయా మండలాల్లో రేపటి నుంచి కొత్త పాలక మండలి మండళ్లు కొలువుదీరనున్నాయి అటు ఉమ్మడి ఖమ్మం మినహా మిగతా జిల్లా పరిషత్ల పాలక మండళ్ల పదవీకాలం కూడా రేపటితో ముగియనుంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మెహబూబాబాద్ మినహా మిగతా జిల్లా పరిషత్ల కొత్త పాలక మండళ్లు శుక్రవారం కొలువుదీరనున్నాయి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మెహబూబాబాద్ జిల్లా పరిషత్ల మొదటి సమావేశం ఆగస్టు ఏడున జరగనుంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మెహబూబాబాద్ జిల్లాలోని గార్ల బయ్యారం ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం మండల పరిషత్ల మొదటి సమావేశం ఆగస్టు ఆరో తేదీన జరగనుంది త్వరలో నగరపాలక పురపాలక సంస్థలు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు ఎన్నికలు జరిగేంత వరకు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుందని చెప్పారు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ కమిషనర్ల కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొత్స తమ ప్రభుత్వం ఉద్యోగులతో పూర్తి స్నేహపూర్వకంగా ఉంటుందని ఎవరిపై వ్యక్తిగతంగా కక్షలు ఉండవని చెప్పారు మున్సిపాలిటీలో పూర్తిగా మీకు చేస్తున్నాం దయచేసి మా గౌరవ శాసనసభ్యులు కాన్ఫిడెన్స్ తీసుకోండి వాళ్ళు ప్రజాప్రతినిధులే వాళ్ళకి ఇచ్చిన గౌరవం వాళ్ళు ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి ఎక్కడైనా అవినీతి కార్యక్రమాలు వచ్చాయంటే మాత్రం దాన్ని సహించేది లేదు క్షమించేది లేదు ఏమైనా తర్వాత వచ్చి సార్ నాకు వచ్చి మంత్రి గారు చెప్పారండి లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పారండి లేకపోతే ఎంపీ గారు చెప్పారండి అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగే పని లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందన పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అన్ని స్థాయిల అధికారులను అందుబాటులో ఉంచి ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులు తీసుకుంటోంది ఇందుకోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఫిర్యాదులను పరిష్కరిస్తారు గత ప్రభుత్వ హయాంలో ప్రజలే ముందు అనే వెబ్సైట్ ఉండగా దాని స్థానంలో స్పందన పేరుతో వెబ్సైట్ను ఏర్పాటు చేశారు ఈ వెబ్సైట్లో సామాజిక పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రత్యేక యూజర్ ఐడి పాస్వర్డ్లను ఇవ్వనున్నారు ప్రజలు ఈమెయిల్ ద్వారా కూడా తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదించవచ్చు వైకాపా ప్రభుత్వం తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడమే పనిగా పెట్టుకుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు వైకాపాకు తానే సమస్యగా తయారైనట్లు పేర్కొన్నారు ఎన్నికల్లో వరుసగా గెలిపిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు మంగళవారం రాత్రి శాంతిపురం కార్యకర్తలతో ముచ్చటించారు ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుపట్టిన తెలుగుదేశం అధినేత ప్రజావేదిక ఎందుకు కూల్చేశారో వారికే అర్థం కావటం లేదన్నారు తానుండే ఇల్లు వ్యక్తిగత భద్రతపై ప్రభుత్వం గురిపెట్టిందన్నారు తనపై ముప్పై అంశాల్లో అంతర్గత విచారణ వేసిన సీఎం జగన్ ఎలాంటి లోపాలు దొరకకపోవడంతో మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారన్నారు ప్రజా సంక్షేమం కోసం కాకుండా తనపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు రామకుప్పం శాంతిపురం పర్యటన తర్వాత కుప్పం చేరుకున్న చంద్రబాబు రేపు గుడుపల్లె కుప్పం మండలాల్లో పర్యటిస్తారు విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులతో గవర్నర్ సమావేశం వాయిదా పడింది ఈ సమస్యల పరిష్కారంపై ఇరువురు ముఖ్యమంత్రులు ఇటీవల చర్చలు జరిపారు గతంలో నిర్ణయించిన ప్రకారం విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులతో గవర్నర్ నరసింహన్ ఇవాళ సమావేశం కావలసి ఉంది విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూళ్లలోని సంస్థలు విద్యుత్ బకాయిలు ఉద్యోగుల విభజన ఢిల్లీలో ఏపీ భవన్ విభజన నీటిపారుదల అంశాలపై సమీక్షించాల్సి ఉంది ఆ దిశగా రెండు రాష్ట్రాల్లో కసరత్తు ఇంకా పూర్తి కాలేదు అందువల్ల గవర్నర్తో ఇవాళ జరగాల్సిన ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం వాయిదా పడింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వరుసగా మూడో రోజు జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాల ధాటికి ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై వరదల పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం నుంచి ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు మంగళవారం కూడా బీభత్సం సృష్టించాయి భారీ వర్షాలకు ముంబై శివారు ప్రాంతమైన మలద్లో గోడకూలి ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోగా మరో డెబ్బై ఎనిమిది మంది గాయపడ్డారు పూణేలో జరిగిన మరో గోడకూలిన ప్రమాదంలో ఆరుగురు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు మలద్ ప్రాంతంలోనే వర్షం వల్ల కారులో ఉండిపోయిన ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు గోడకూలిన ప్రమాదాలు విద్యుత్ ఘాతం పిడుగుపాటు సహా భారీ వర్షాల వల్ల ముంబై దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయిన వారి సంఖ్య సంఖ్య ముప్పై ఆరుకు చేరింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబైలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది రోడ్లపైకి భారీ ఎత్తున నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అనేక చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి మిది నది పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా దాని సమీపంలోని క్రాంతినగర్ కుర్లా నుంచి వెయ్యి మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు భారీ వర్షాల వల్ల ముంబైలో యాభై రెండు విమానాలను రద్దు చేయగా మరో యాభై నాలుగు విమానాలను దారి మళ్లించారు భారీ వర్షాల వల్ల వల్ల ముంబై విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది జయపురా నుంచి నూట అరవై ఏడు మంది ప్రయాణికులతో వచ్చిన స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే నుంచి పక్కకు జారిపోయింది ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు వర్షాల నేపథ్యంలో మంగళవారం ముంబైలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు సెంట్రల్ రైల్వే పశ్చిమ రైల్వే పరిధిలో దూర ప్రాంతాలకు ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయగా లోకల్ రైళ్లలో చిక్కుకున్న ప్రయాణికులకు అధికారులు ఆహార పదార్థాలను అందజేశారు ముంబైలో వరదలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా సమీక్ష నిర్వహించారు బృహన్ ముంబై కార్పొరేషన్ విపత్తు నిర్వహణ కార్యాలయానికి చేరుకున్న ఆయన ట్రాఫిక్ సహా సహాయ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మలద్లో గోడకూలిన ప్రమాదంపై కూడా అధికారుల నుంచి వివరాలు సేకరించిన ఫడ్నవీస్ ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ముంబైలో నూట అరవై మూడు మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది ముంబై సహా కొంకణ్ ప్రాంతంలో రాబోయే పన్నెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అధికారులు మరిన్ని ముందు జాగ్రత్తలు చేపట్టారు అటు రుతుపవనాల ప్రభావంతో ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి వేల కోట్ల బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి లండన్లో ఆశ్రయం పొందుతున్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది భారత్కు అప్పగించేందుకు అనుమతినిస్తూ బ్రిటన్ హోంమంత్రి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసేందుకు యూకే హైకోర్టు అనుమతి ఇచ్చింది లండన్లోని రాయల్ కోర్టు న్యాయమూర్తుల ప్యానల్ ముందు మాల్యా న్యాయవాదుల బృందం భారత ప్రభుత్వం తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించాయి మాల్యా న్యాయవాదుల బృందం వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు పిటిషన్ దాఖలు చేసేందుకు అంగీకారం తెలిపింది ఈ నేపథ్యంలో లండన్ హైకోర్టు ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ చేపట్టనుంది దీనివల్ల మాల్యాను స్వదేశానికి రప్పించడం మరింత ఆలస్యం కానుంది మరోవైపు రుణ బకాయిలు చెల్లిస్తానని పలుసార్లు చెప్పినప్పటికీ బ్యాంకులు పట్టించుకోలేదన్న మాల్యా ఇప్పటికైనా తన విజ్ఞప్తిని మన్నించాలని కోరారు అటు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన బడాబాబులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కొరడా జుల్పించింది దాదాపు పదకొండు వందల ముప్పై తొమ్మిది రూపాయల బ్యాంకు రుణాలు ఎగవేసిన పలు సంస్థలు ప్రమోటర్లు డైరెక్టర్లు ఇతర అధికారుల నివాసాలు కార్యాలయాలపై దాడులు నిర్వహించి పదిహేడు కేసులు నమోదు చేసింది తొలుత ఆరు వందల నలభై కోట్ల రూపాయల బ్యాంకు మోసాలు వెలుగు చూడగా తనిఖీలు విస్తృతం చేసిన క్రమంలో వెయ్యి కోట్లకు పైగా రుణాలు ఎగవేతకు గురైనట్లు తేలింది ఢిల్లీ ముంబై పూణే గురుగ్రామ్ భోపాల్ సహా దేశంలోని పద్దెనిమిది నగరాల్లో మూడు వందల మంది సిబ్బంది ఏకకాలంలో అరవై ఒక్క చోట్ల తనిఖీలు నిర్వహించారు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన ముంబైకి చెందిన వ్యాపారవేత్త జతిన్ మెహతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ ప్రమోటర్లు డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది లుథియానాకు చెందిన సుప్రీం టెక్ స్మార్ట్ బెంగళూరుకు చెందిన ఏగన్ బ్యాటరీస్ గయానాకు చెందిన రామ్నంది హోటల్స్ తదితర సంస్థలపై దర్యాప్తు అధికారులు కేసులు నమోదు చేశారు ఇంటర్లో గ్రేడ్లతో పాటు మార్కులు కూడా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బోర్డు నిర్ణయించింది ఎంసెట్ సహా ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలకు గ్రేడ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది గ్రేడింగ్ విధానం కొనసాగించాలా వద్దా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు ఇంటర్ మార్కుల కారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతో గత ప్రభుత్వం గ్రేడింగ్ విధానం తీసుకొచ్చింది అయితే ఈ పద్ధతి కారణంగా ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందువల్ల ప్రస్తుతానికి జ్ఞానభూమి పోర్టల్లో మార్కులను ఉంచనున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తొలుత గ్రేడ్లు ప్రకటించి తరువాత వెబ్సైట్లో మార్కులను ఉంచాలని నిర్ణయించారు దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి ఉండదని అధికారులు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవులు పంపిణీకి రంగం సిద్దమవుతోంది ఈ నెల రెండో వారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి నివాసానికి క్యూ కడుతున్న ఆశావాహులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు రెండున్నరేళ్ల వరకు మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యేలు సైతం నామినేటెడ్ పదవులు ఆశిస్తుండటంతో తీవ్రమైన పోటీ నెలకొంది అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు తొలి నుంచి పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్న మహిళా నేత వాసిరెడ్డి పద్మకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టనున్నట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి గిరిజన సలహా మండలి చైర్మన్గా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర పోలవరం ఎమ్మెల్యే టి బాలరాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది సిఆర్డి ఎన్డీఏ గా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన సీఎం జగన్ పాలక మండలి సభ్యుల నియామకంపై దృష్టి పెట్టారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి తీతీదే పాలక మండలి సభ్యుడిగా లేదా మరో కీలకమైన పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలిసింది గతంలో ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పదవులు యాభై శాతం వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వనున్నారు మరోవైపు మంత్రులు కూడా తమ అనుచరుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవంగా జరపనున్నట్లు వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీ రెడ్డి తెలిపారు ఆ రోజు నుంచి సీఎం జగన్ రైతులకు ఇచ్చిన హామీలను అమలుపరచనున్నట్లు చెప్పారు గత ప్రభుత్వానికి ముందుచూపు కొరవడినందునే వేరుశెనగ విత్తనాల కొరత ఏర్పడిందన్నారు అయినా ప్రస్తుత ప్రభుత్వం సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రతిపక్షం విమర్శలు చేయడం దారుణమని ఎంవీ రెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి మా రైతు భరోసా కింద పన్నెండు కార్యక్రమాలు హామీలు ఇచ్చారు జూలై ఎనిమిదో తారీఖు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవంగా పాదయాత్రలో రైతులందరూ కోరిన మెదట ప్రకటించి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాలన్నీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రెండో నెలలోనే అమలైపోతున్నాయి తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ రుసుముల పెంపుపై ఏఎఫ్ఆర్సీ కసరత్తు తుదిదశకు చేరింది మంగళవారం మరో ముప్పై కాలేజీల యాజమాన్యాలతో కమిటీ చర్చించింది ఇప్పటి వరకు హైకోర్టును ఆశ్రయించిన యాభై కాలేజీలతో చర్చలు జరిపిన ఏఎఫ్ఆర్సీ ఇవాళ మరో ముప్పై మూడు యాజమాన్యాలతో భేటీ కానుంది కోర్టుకు వెళ్లని నూట ఎనిమిది కాలేజీలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసింది ఇంజనీరింగ్ ఫీజులు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు తాత్కాలికంగా పెంచాలని నిర్ణయించిన ఏఎఫ్ఆర్సీ మూడు నెలల తర్వాత పూర్తి స్థాయిలో పెంచుతామన్న ప్రతిపాదనకు కాలేజీలు అంగీకరించాయి ఈ నెల ఐదు నుంచి విద్యార్థులు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉన్నందున నాలుగవ తేదీ సాయంత్రానికల్లా ఫీజుల పెంపు ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది అంతర్జాతీయ విత్తన పరీక్షా సంఘం ఉపాధ్యక్షులుగా తెలంగాణ విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థ సంచాలకుడు కేశవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఆయన ఈ హోదాలో కొనసాగనున్నారు హైదరాబాద్లో జరిగిన ఇష్టా సదస్సు ముగింపు కార్యక్రమంలో కొత్త వంగడాల సృష్టి నాణ్యమైన విత్తనోత్పత్తి జన్యు స్వచ్ఛతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆసియాలో తొలిసారి జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సుపై పలు దేశాలు ఆసక్తి కనబరిచాయి భారత విత్తన పరిశ్రమ అభివృద్ది చెందడానికి అంతర్జాతీయ విత్తన సదస్సు దోహదపడాలని ఇష్టా ఉపాధ్యక్షుడు కేశవులు ఆశాభావం వ్యక్తం చేశారు Though the India has become a member of OECD seed scheme in the year 2008. Further, on behalf of the Government of India, working on EU seed equivalence and also representing the OECD seed schemes. 10 Indian states implemented the OECD seed certification program in the year 2016 and collaborations with the Southeast Asian, East African, United States and Germany for seed sector development ప్రపంచ కప్ క్రికెట్ లో భారత్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో విజయ బావుట ఎగురవేసింది ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత శతకం సహా బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరిన రెండో జట్టుగా కోహ్లీ సేన నిలిచింది పటిష్టమైన భారత బౌలర్ల బృందాన్ని ఎదుర్కొంటూ చివరి వరకు పోరాటం చేసి ఓడిపోయిన బంగ్లాదేశ్ కు ప్రపంచ కప్ లో సెమీస్ అవకాశాలు ఆవిరయ్యాయి ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ మినహా అన్ని మ్యాచ్ల్లో అదరగొట్టిన భారత జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది బర్మింగ్హామ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో కోహ్లీ సేన ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు ఈ జోడీ తొలి వికెట్ కు నూట ఎనభై పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది ఈ ప్రపంచ కప్ లో ఆరంభం నుంచి అద్భుత ఆటతీరును కొనసాగిస్తున్న రోహిత్ శర్మ బంగ్లాతో మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించాడు బంగ్లాదేశ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఈ ప్రపంచ కప్ లో రోహిత్ నాలుగో శతకం నమోదు చేశాడు తొంభై రెండు బంతుల్లో ఏడు ఫోర్లు ఐదు సిక్సర్ల సాయంతో నూట నాలుగు పరుగులు చేసిన రోహిత్ సౌమ్య సర్కార్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు అటు డెబ్బై ఏడు పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ను రూబల్ హుస్సేన్ అవుట్ చేయగా క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ తో కలిసి సారథి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను నడిపించాడు ఈ దశలో భారత్ భారీ స్కోరు సాధిస్తుందని భావించిన ముప్పై ఓవర్ ఓవర్లో ముస్తాఫిజర్ కోహ్లీ హార్దిక్ పాండ్యాను వెంట వెంటనే అవుట్ చేయడంతో స్కోరు మందగించింది ఈ దశలో రిషబ్ పంత్ ధాటిగా ఆడుతూ స్కోరును పెంచాడు రిషబ్ నలభై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో నలభై ఎనిమిది పరుగులు చేశాడు అయితే మరో ఎండ్ లో ధోని నెమ్మది ఆడడం చివరి పన్నెండు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోవడంతో భారత్ యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల పద్నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది అనంతరం భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా పరుగుల వేటను మాత్రం ఆపలేదు ఓపెనర్లు తమిమ్ ఇక్బాల్ సౌమ్య సర్కార్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరిన షకీబుల్ హసన్ చక్కని ఆట తీరుతో పోరాటం సాగించాడు అరవై ఆరు పరుగులు చేసిన షకీ పాండ్యా బౌలింగ్ లో వెనుదిరిగిన లిటస్ దాస్ కొద్దిసేపు భారత బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు ఈ దశలో అసద్దిక్ హుస్సేన్ కూడా మూడు పరుగులే చేసి అవుట్ కాగా ఎనిమిదో స్థానంలో వచ్చిన మహమ్మద్ సైఫుద్దీన్ స్ఫూర్తిదాయక ఆటతో అలరించాడు షబ్బీర్ రహమాన్ తో కలిసి సైఫుద్దీన్ ఏడో వికెట్ కు అరవై ఆరు పరుగులు జోడించాడు ముప్పై ఆరు పరుగులు చేసిన షబ్బీర్ ను బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు బంగ్లాదేశ్ విజయానికి పద్నాలుగు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేయాల్సిన స్థితిలో బుమ్రా నలభై ఎనిమిదో ఓవర్లో రెండు వరుస బంతుల్లో రుబెల్ ముస్తాఫిజ్ లను అవుట్ చేసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను రెండు వందల ఎనభై ఆరు పరుగుల వద్దే తెరవేశాడు భారత బౌలర్లలో బుమ్రాకు నాలుగు వికెట్లు దక్కగా హార్దిక్ పాండ్యాకు మూడు భువనేశ్వర్ షమీ చాహల్ కు కు చెరో వికెట్ దక్కాయి శతకంతో అలరించిన రోహిత్ శర్మకు player of the match award దక్కింది ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లాడిన భారత్ బంగ్లాపై గెలుపు సహా ఆరు విజయాలతో పదమూడు పాయింట్లు సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది అటు టోర్నీలో ఎనిమిది మ్యాచ్ల్లో మూడు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి ఏడు పాయింట్లతో ఉన్న బంగ్లాదేశ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది భారత్ బంగ్లా మ్యాచ్ లో ఎనభై ఏడేళ్ల భామ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కుటుంబంతో కలిసి మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆమె క్రికెట్ అభిమానులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉత్సాహం ప్రదర్శించింది కేరింతలు కొడుతూ బోరలు ఊదుతూ భారత జట్టును ప్రోత్సహించింది మ్యాచ్ జరుగుతున్నంత సేపు కెమెరాలన్నీ ఆమెనే ఫోకస్ చేశాయి బంగ్లాతో మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ కోహ్లీ శతకవీరుడు రోహిత్ బామను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు భారత్ ను విజయ పథాన నడిపిన వారిద్దరికీ బహుమానంగా ముద్దులు ఇచ్చింది ఈ బామకు మ్యాచ్ టికెట్లు ఇతర ఖర్చులు స్పాన్సర్ చేయనున్నట్లు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రకటించారు బంగ్లాదేశ్ పై శతకం చేయడం ద్వారా ఈ టోర్నీలో నాలుగో శతకం సాధించిన ఓపెనర్ రోహిత్ శర్మ ఓ ప్రపంచ కప్ లో అత్యధిక శతకాలు చేసిన రికార్డును సమం చేశాడు రెండు వేల పదిహేను ప్రపంచ కప్ లో శ్రీలంక దిగ్గజ బ్యాట్స్మెన్ కుమార్ సంగక్కర నాలుగు శతకాలతో నెలకొల్పిన రికార్డును రోహిత్ సమం చేశాడు రెండు వేల పదిహేను ప్రపంచ కప్ లో ఓ శతకం చేసిన రోహిత్ ఇప్పటి వరకు ప్రపంచ కప్ టోర్నీలో ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు